సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం చెప్పనాశక్యమైన సంతోషం సంతోషమే de amor, ventaja mare. కావలరా సత్య సమాధాన నీకు కావలరా సత్యుడీశ్వరు భాగ్యమో